నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నిజమైన స్వాతంత్ర వీరు అంటే ఎవరు అనేది మనం చూడబోతున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా బానిస బ్రతుకు బ్రతుకుతున్న మన భారతదేశములకు అయ్యో బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో విడిపించబడలేని పరిస్థితుల్లో కన్నీళ్లు విడుస్తూ ఉన్న మన భారతదేశానికి ఆ రోజు ఒక గాంధీజీ ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఒక నెహ్రూ ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా అనేక స్వాతంత్ర వీరులను ఆ రోజు మన దేశానికి విడిపించడానికి ఒక్కొక్క స్వాతంత్ర వీరులను దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ ఈరోజు నేను ప్రకటించబోతున్న ఈ సువార్తలో నిజమైన స్వాతంత్రం ఏంటి ఏంటో మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు నిజమైన స్వాతంత్ర వీరుడు ఏ విధంగా ఉంటాడో మనం చూడబోతున్నాం ఆ రోజు ఆ యొక్క స్వాతంత్ర దినము కోసం వారంతా శారీరపరంగా ఎంతగా భారంతో ఎంతగా కృషించారో ఎంతగా త్యాగం చేశారో ఎంతగా త్యాగాలు పొందారో మనం చూసాం నా ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి భారం అటువంటి భారం ఈరోజు ఆత్మీయ క్రైస్తవ జీవితంలో కూడా రప్పించాలని ఆ భారం కలిగిన స్వాతంత్ర వీరుల్ని ఏర్పరచాలన్న ఉద్దేశంతో ప్రభు నిశ్చయముగా మీతో మాట్లాడుతాడు అని క్రీస్తు నామంలో నేను నమ్ముతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన అంశం స్వాతంత్ర వీరుడు నా ప్రియ సహోదరి సహోదరుడా న్యాయాధిపతుల గ్రంథములో పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయాల్లో గమనించినట్లయితే ఇక్కడ ఒక స్వాతంత్ర వీరుని గురించి వ్రాయబడుతూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఇస్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసి తమ్మును విడిపించిన రక్షకుని మర్చిపోయారు తమ్మును రక్షించిన దేవుని మర్చిపోయి అన్య దేవతల వైపు తమ మనస్సును పెట్టారు లోకం వైపు తమ మనస్సులు పెట్టి అన్య దేవతల వైపు మనస్సును పెట్టి విగ్రహ ఆరాధనకు విగ్రహ ధూపాలకు వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు తద్వారా దేవుడు తన యొక్క హస్తాన్ని ఇస్రాయేలు ప్రజల మీద ఉన్న తన హస్తాన్ని దేవుడు తన హస్తాన్ని తీసివేశాడు నా ప్రియ సహోదరి సహోడా తద్వారా జరిగిన కార్యం ఏంటో తెలుసా దేవుని హస్తం ఎప్పుడైతే ఇస్రాయేలు ప్రజలపై నుండి తీసివేశాడో అమ్మోనియులు ఫిలిస్తీయులు ఇస్రాయేలు ప్రజలను బానిషులుగా చేసేశారు తద్వారా ఇస్రాయేలు ప్రజలు పద్దెనిమిది సంవత్సరములు వారికి బానిషులుగా బ్రతికారు ఎంతగా వేదనగా బాధ బాధింపబడ్డారంటే వాక్యం చెప్పబడుతుంది న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయంలో ఫిలిస్తీయుల చేత అమ్మోనియుల చేత ఇస్రాయేల్ ప్రజలు బానిసులుగా పద్దెనిమిది సంవత్సరములు చితక గొట్టబడి అనగగొట్టబడి బానుషులుగా కన్నీళ్లు విడుస్తూ వేదనతో కృంగిపోయారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి పద్దెనిమిది సంవత్సరములు అమ్మోనియుల చేత ఫిలిస్తీన్ల చేత భయంకరముగా చితక కొట్టబడి అనగ కొట్టబడిన పరిస్థితులు ఈ పరిస్థితుల్లో ఇస్రాయలు ప్రజలంతా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు ప్రభుహా ప్రభుహా మిమ్మల్ని విడిచిపెట్టి మేము పాపం చేశాం ఈరోజు ఫిలిస్తీన్ల చేతుల్లో మేము నలగ కొట్టబడుతున్నాం మా జీవితాలు అనగ కొట్టబడుతున్నాయి మమ్మల్ని విడిపించేయా అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించారు కానీ దేవుడు అన్నాడు ఇస్రాయల్ ప్రజలను చూసి నన్ను కాదని చెప్పి మీకు మీరుగా అన్య దేవతల వైపు తిరిగారు కదా నా ప్రేమను విడిచిపెట్టి విడిచిపెట్టి నా నా ప్రేమను విడిచిపెట్టి మిమ్మల్ని రక్షించిన నన్ను విడిచిపెట్టి మీరు దూరమైపోయి వాటి వైపు తిరిగి వెళ్ళారే ఈరోజు అనగగొట్టబడుతూ ఈరోజు నన్ను విడిపించని ప్రభావాన్ని ప్రార్థన చేస్తున్నారే ఏ దైవములు నమ్మి వెళితేరో ఆ దైవముల దగ్గరే మీరు వేడుకోండి అని చెప్పి దేవుడు సైలెంట్ అయిపోయాడు మరలా ఇస్రాయేల్ ప్రజలు వేదనతో కుమిలిపోయి మరలా ప్రార్థన చేశారు ప్రభువా మేము ఏర్పరిచిన అన్య దేవతలను అన్య ధూపములను అన్య దేవత ఆలయములను మేమే వాటిని పడగొడతామని చెప్పి ఆ యొక్క దే దేశంలో ఉన్న ప్రతి విగ్రహ ఆరాధక సంబంధించిన ప్రతి విగ్రహ ధూపాలను అన్నిటిని పడగొట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే వారి క్రియారూపముగా వారి హృదయం మనపూర్వకంగా దేవుని వైపు తిరిగిందో ఎప్పుడైతే మనపూర్వకంగా వారు పాప క్షమాపణ కలిగిన వారై పశ్చాత్తాపము కలిగిన వారై దేవుని ఎడల తమ హృదయాన్ని త్రిప్పారో ఆ తరువాత దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది వారి యొక్క మారు మనసును చూసిన దేవుడు వారి యొక్క పశ్చాత్తాపమును చూసిన దేవుడు తాను ఆత్మలో తప్పించిపోయాడు తన ఆత్మలో పరితపించాడు అయ్యో నా ప్రజలు ఇంతగా బాధింపబడుతూ ఉన్నారే ఇంతగా కొట్టబడుతున్నారే ఇంతగా చితక కొట్టబడుతున్నారే నా ప్రజల కొరకు నేను వారికి ఒక విమోచకుడుగా ఒక స్వాతంత్ర వీరుణ్ణి పంపించి నా ప్రజలను విడిపిస్తానని చెప్పి బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక స్వాతంత్ర వీరుని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం ఆ వ్యక్తి పేరు ఎఫ్తా నేనంటాను పరాక్రమము గల యఫ్తా స్వాతంత్ర వీరుడైన యఫ్తా ఆ స్వాతంత్ర వీరుడైన యఫ్తాను గురించి ఈరోజు మనం దేవాది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇస్రా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇస్రాయేలు ప్రజలు బానిస బ్రతుకు బ్రతుకుతూ చిత్తగా కొట్టబడి అనగా కొట్టబడి వేదనతో ఉన్నప్పుడు దేవుని యొక్క కన్ను దృష్టి వారిపైన పరితప్పించి వారి కొరకు వారిని ఎట్లయినాను విడిపించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలనుకున్నాడు ఆ వ్యక్తి ఎవరిని ఎన్నుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరు నాకు ఆశ్చర్యం కలిగింపజేసింది ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలో ఎంతమంది లేరు అటువంటిది దేవుడు ఇస్రాయేల్ ప్రజల్లో నుండి ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు ఆ వ్యక్తి పేరు ఎఫ్తా పరాక్రమము కలిగిన ఎఫ్తా స్వాతంత్ర వీరుడైన ఎఫ్తా ఈ ఎఫ్తా ఎవరు దేవుడు ఏ పరిస్థితుల్లో ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు అతని జీవితంలో ఉన్న కార్యములు ఏంటి దేవుడు ఇతన్ని ఎందుకు ఎన్నుకున్నాడు సెలెక్ట్ చేశాడు యుద్ధ వీరుడుగా ఇతన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని కొన్ని కార్యములు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడ గిలాదు వాడైన గిలాదుకు పుట్టిన కుమారుడైన ఎఫ్తా ఎఫ్తా యొక్క తండ్రి పేరు గిలాదు ఈ గిలాదు ఇతనికి భార్య ఉంది ఇతనికి పిల్లలు ఉన్నారు కానీ ఈ గిలాదు ఏం చేశాడో తెలుసా ఒక అన్య స్త్రీని అందులో ఒక భయంకరమైన వేశ్యను వేశ్యను కూడా అతడు భార్యను కాకుండా వేసితో కూడా సాంగత్యము చేసి వేసితో కూడా పుట్టిన బిడ్డే ఈ ఎఫ్తా వేసుకు పుట్టిన బిడ్డ అన్య స్త్రీకు పుట్టిన బిడ్డ ఈ ఎఫ్తా తద్వారా జరిగిన కార్యం ఏంటో తెలుసా ఈ గిలాదు యొక్క భార్యకు పుట్టిన స్వాతంత్రపు పుత్రులు ఉన్నారు కదా తన భార్యకు సొంత భార్యకు పుట్టిన పుత్రులు ఏం చేశారు ఈ యొక్క అన్య స్త్రీకి పుట్టిన గిలాదుని ఈ వేశ్య స్త్రీకి పుట్టిన ఈ గిలాదుని చూసి నీవు వేశ్యకు పుట్టిన వాడివి అన్య స్త్రీకి పుట్టిన వాడివి నీకు మాకు పొంతనేంటి మీరు నువ్వేంటి మాకు వారసుడుగా ఉండడం ఏంటి మా ఆస్తికి మాకు స్వాస్థంగా ఉండడానికి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు నీవు మా అమ్మా ఒకవేళ మా తండ్రికి వేసిక వేసుకు నువ్వు పుట్టున్నావే కానీ మా యొక్క వంశానుకో మా యొక్క వారసగా ఉండడానికో నీకు అధికారం లేదని చెప్పి అతని ప్రతిదినం హింసించడం ప్రారంభించారు సొంత సహోదరులే అతను హింసిస్తూ అవమానపరుస్తూ గాయపరుస్తూ ఉన్నప్పుడు ఎఫ్తా యొక్క హృదయం గాయపరచబడింది అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎట్లా ఇక్కడ ఉండగలను కళ్ళ ఎదుటే నా సహోదరులే నన్ను వేదనపరుస్తూ గాయపరుస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఇన్ని అవమానాల మధ్య నేను ఏ విధంగా ఉండగలనని చెప్పి ఆ యొక్క గిలాదు వాడైన ఆయన ఎఫ్తా గిలాదు ప్రాంతము నుండి టోబో దేశమునకు వెళ్ళిపోయాడు టోబో దేశమునకు వెళ్ళిపోయాడు అక్కడ తన జీవితాన్ని తన యొక్క కార్యమును చూస్తూ అక్కడ అక్కడే ఉంటూ ఉన్నాడు జరిగిన కార్యం ఏంటి ఎప్పుడైతే అమ్మోనీయులు ఈ యొక్క ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు ఆ తరువాత ఇస్రాయేల్ ప్రజల యొక్క హృదయంలో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అమ్మోనియలు యుద్ధానికి వచ్చేశారు వారితో యుద్ధం చేయాలంటే మనకు బలం చాలదు ఈ పరిస్థితుల్లో అమ్మోనియల పైన యుద్ధంలో మనం గెలవాలి అంటే మనకు ఒక బలాచుడు కావాలి ఎవరిని మనం ఎన్నుకుందామని చెప్పి వారందరూ ఒక కమిటీ వేసి పెద్దలంతా కలిసి మీటింగ్ చేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆ సమయంలో కొంతమంది అన్నారు అమ్మోనియలను మనం గెలవాలంటే టోబోదోషమునికి వెళ్ళిపోయాడే పారిపోయిన ఎఫ్తా ఆ ఎఫ్తాని మనం తీసుకొని వచ్చి తిరిగి అమ్మోనియల పైన యుద్ధానికి వెళితే తప్ప మనకు విజయం రాదు అని చెప్పి అక్కడున్న పెద్దలు అంటున్నారు నాకు ఆశ్చర్యం కలిగింపజేసిన కార్యం ఏంటో తెలుసా ఇతడు పారిపోయి ఉన్న వ్యక్తి ఎఫ్తా ఓ ప్రక్క వేసిక పుట్టిన వ్యక్తి ఓ ప్రక్క అన్య స్త్రీకి పుట్టిన వ్యక్తి ఓ ప్రక్క నిందలు అవమానముల చేత సొంత సహోదరుల చేత ద్వేషింపబడిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి పారిపోయి పిరికివాడుగా వెళ్ళిపోయిన ఈ ఎఫ్తానే దేవుడు ఈ యుద్ధంలో ముందు పెట్టి నిలబెట్టడానికి చాలా ప్రాముఖ్యంగా సెలెక్ట్ చేసి మరి అతన్ని రప్పించడానికి అదే గ్రామ పెద్దళ్ళు ఆ యొక్క ఇస్రాయల్ పరిచయాల పెద్దల్లోనే వారి హృదయంలో ప్రేరేపిస్తున్నాడు ఎంత గొప్ప కార్యం ఇస్రాయల్ పెద్దలంతా అనుకున్నారు ఆ ఎఫ్తాన్ ఎట్లయినా సరే మనం పిలవాలి అని చెప్పి వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కలిసి వెళ్ళి టోబో దేశంలో ఉన్న ఆ యొక్క ఎఫ్తాను పిలిచారు ఎఫ్తా నువ్వు రా అమ్మోనియాలతో మనం యుద్ధం చేయాలి వాళ్ళతో గెలవాలంటే నీ సహాయం మాకు కావాలి నువ్వు రా అని చెప్పి పిలిచినప్పుడు ఎఫ్తా అన్నాడు నన్ను అవమానపరిచి నన్ను తరిమేశారు కదా నేను ఒక అన్య స్త్రీకి పుట్టినవాడని వేసికి పుట్టినవాడని చెప్పి నన్ను ఎంత ఘోరంగా అవమానపరిచారు నన్ను వేదన పరిచారు కదా మరి ఎందుకు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు నేను రాను అని చెప్పి అన్నాడు ఎఫ్తా కానీ ఇస్రాయల్ ప్రజలు ఊరుకోలేదు నువ్వు ఖచ్చితంగా రావాలి ఈ యుద్ధాన్ని నీ యొక్క ఆధిక రాజ్యంలోనే నీ యొక్క నాయకత్వంలోనే జరుగుతుంది నువ్వు రాని చెప్పి పిలిచారు నా ప్రియ సహోదరి సహోదరుడా రాను అన్న వ్యక్తిని కూడా రప్పించేటట్లు చేశాడు నా దేవుడు దీనంతటికి గల కారణం ఉంది ఇస్రాయలు ప్రజల్లో ప్రార్థన చేసేవారు లేరా ఇస్రాయలు ప్రజల్లో వీరులైన వారు లేరా ఇస్రాయలు ప్రజల్లో మరి ఏ వీరులు లేకుండా టోబోదేశానికి దేశానికి వచ్చేస్తున్న ఎఫ్తాని దేవుడు ఎందుకు ఎన్నుకొని అతని ఆ దేశం నుంచి ఎందుకు పిలిపించాడు కొన్ని కార్యములు మీతో కూడా చెప్పి మనం మన దేశం కొరకు ప్రార్థన చేయబోతున్నాం ఉన్నాం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా నీవు నేను ఒక స్వాతంత్ర వీరుడుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడన్నది గుర్తెరిగి దేవుని కోసం బహుబలంగా మనందరి జీవితాలు దేవుని కోసం వాడబడాలన్న ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీతో కూడా నేను పంచుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా వేష్యకు పుట్టి అన్య స్త్రీకి పుట్టి పారిపోయి పిరికివాడిగా ఉన్న ఈ యప్తాన్ని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి యుద్ధ సైన్యములో ఈ యఫ్తాన్ని దేవుడు యుద్ధ వీరుడిగా ముందుగా నిలవబెట్టడానికి గల కారణం ఏంటి ఎందుకు దేవుడు ఈ వ్యక్తినే ఎన్నుకోవాలి మిగతా వారు ఎవరు లేరా ఇస్రాయల్ ప్రజల్లో శూరులు అధికారులు మంచి వీరులు ఎవరు లేరనుకుంటున్నారా ఉన్నారు కానీ దేవుడు ఈ యఫ్తాని ఎన్నుకోవడానికి గల కారణాలు ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ తరువాత ఈ యొక్క యఫ్తా దేవుని యొక్క సముఖంలో అడుగుతున్నాడు ప్రభువా ఈ యుద్ధంలోకి నేను వెళ్ళి ఆ యొక్క అమ్మోనీల చేతిలోని ప్రజలను విడిపించడానికి నన్ను వెళ్ళమంటారా అని చెప్పి ఎఫ్తా దేవుని సముఖంలోకి మిష్పాల్లో కూడి దేవుని వైపు చూస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఎఫ్తా యొక్క జీవితంలో నేను గ్రహించిన కార్యం ఏంటో తెలుసా ఎఫ్తాను ప్రజలంతా వచ్చి నువ్వు రా నువ్వు నాయకుడుగా ఉండి మమ్మల్ని నడిపించు యుద్ధానికి ముందుకు వెళ్ళి నడిపించు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎఫ్తా అంటున్నాడు నేను వస్తాను కానీ నా దేవుని యొక్క అనుమతి అనుమతి నాకు కావాలని చెప్పి మిష్బాలో కూడి దేవుని యొక్క సముఖుల ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఈ యొక్క పారిపోయిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఈ యొక్క వేషకు పుట్టిన ఈ అఫ్తాని దేవుడు ఒక పరాక్రము గల వీరుడుగా ఒక స్వాతంత్ర వీరుడుగా దేవుడు ఎన్నుకున్నాడు దీనికి గల కారణం ఏంటో తెలుసా ఎఫ్తాలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం నెంబర్ వన్ అతడు దేవుని యొక్క సముఖములో నిలబడే వ్యక్తి దేవుని యొక్క సముఖములు ప్రార్థించే వ్యక్తి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ చివరి కాలంలో దేవుడు కోరుకుంటున్నది ఇటువంటి స్వాతంత్ర వీరుణ్ణి ఈరోజు క్రైస్తవం అని పేరు పెట్టుకొని ఈ లాక్డౌన్ సమయాల్లో ఏదో కాలా కాలక్షేపణ చేస్తూ ఏదో ఒక కార్యాలు కాలక్షేపణ చేస్తూ ఉంటున్నారే ఇటువంటి వారిని దేవుడు చూస్ చేయడం లేదు ఇటువంటి వారిపైన దేవుడు భారం పెట్టడం లేదు ఇటువంటి వారిని దేవుడు ఎన్నుకోవడం లేదు దేవుడు ఎన్నుకోవలసిన ఒక పాత్ర దేవుడు ఎన్నుకుంటున్న ఒక పాత్ర ప్రార్థించేవాళ్ళు ప్రార్థించేవాళ్ళు దేవుడికి కావాలి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తులు దేవుడికి కావాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఎట్లయినా జీవించొచ్చని చెప్పే క్రైస్తవుడు దేవుడికి అవసరం లేదు కాలక్షేపణ చేసే క్రైస్తవుడు దేవునికి అవసరం లేదు నిద్రపోతూ కాలక్షేపణ చేస్తూ లోకానుసారంగా జీవించే క్రైస్తవుడు దేవుడికి అవసరం లేదు నిజమైన స్వాతంత్ర వీరుడంటే దేవుని సముఖంలో ప్రార్థన చేసేవాడు కావాలి అందుకే దేవుడు ఈ ఎఫ్తాని ఎన్నుకుంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక స్వాతంత్ర వీరుడుగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు మనల్ని తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు దానికి నెంబర్ వన్ క్వాలిఫికేషన్ దేవుని యొక్క సముఖంలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కరోనా వైరస్ ఇటువంటి తెగుళ్ళు చూస్తున్నప్పుడు ఇప్పటికైనా క్రైస్తవుడా నీకు కొంచెమైనను బుద్ధి కలగలేదా ఏసుక్రీస్తు యొక్క రాకడును గూర్చిన కార్యాలు ఏసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రాకడ అతి త్వరలోనే ఉందన్న భయం ఇప్పటికైనా నీకు కలగలేదా ఇప్పటికైనా నీకు కలగలేదా కాలమును చూస్తూ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది చూస్తూ చూస్తూ కూడా ఇంకనూ కాలాక్షేపణ చేస్తూ నీ క్రైస్తవ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావే నీ ఆత్మీయ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావే నా ప్రియ క్రైస్తవ సహోదరుడా నిన్ను చూసి ప్రభు అడుగుతూ ఉన్నాడు ఒక స్వాతంత్ర వీరుడుకుండవలసిన లక్షణం నీలో ఉందా నెంబర్ వన్ క్వాలిఫికేషన్ ప్రార్థన చేసే అనుభవం ప్రార్థన చేసే అనుభవం అనకుందా దేవుని సముఖంలో దేవుని వెతికే అనుభవం ఉందా గంటల తరబడి దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసే అనుభవం ఉందా క్రైస్తవుడా సేవకుడా నిన్ను చూసే దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది ఎంతకాలం స్వార్థ ప్రార్థన నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా జీవితం బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి ఇటువంటి స్వార్థన ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు చూడడం లేదు దేశం కోసం నిలబడే స్వాతంత్ర వీరుని ఎఫ్తాలు దేవుడు వెతుకుతున్నాడు ఆ ఎఫ్తాగా నువ్వు ఉండగలవా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అటువంటి ఒక ఎఫ్తాగా నువ్వు ఉండగలవా ప్రియ సహోదరి సహోదరుడా దేశమే చిన్నాభిన్నమైపోయింది ఇప్పుడు ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ఓ ప్రక్క భయంకరమైన భూకంపాలు ఓ ప్రక్క భయంకరమైన మిడతలు ఒక ప్రక్క భయంకరమైన తుఫాన్లు భయంకరమైన కార్యాలు ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రజలు చనిపోతూ ఉన్నారు ఓ ప్రక్క ఎడమ చేతికి కుడి చేతికి తేడా తెలియని ప్రజలు ఈరోజు నరక వైపు వెళుతూ ఉంటే క్రైస్తవుడు ఎంతకాలం ఎంతకాలం నిద్రపోతూ బ్రతుకుతావు ఎంతకాలం సోమరితనమైన క్రైస్తవాన్ని బ్రతుకుతావు ఎంతకాలం ఎంతకాలం సోమరితనం జీవితం నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రాకడ సమీపించి ఉంది ఆయన రాకడకైన కార్యములు అతి సమీపించాయి అందుకే ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి అందుకే ఈ కార్యములన్నీ సమీపిస్తూ ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడు ఇప్పుడు కావలసింది ప్రార్థించేవాళ్ళు వాళ్ళు కావాలి జర్మనీ దేశంలో నిషాన్ అనే ఒక అబ్బాయి పన్నెండు సంవత్సరాల చిన్న పిల్లాడు తన ఎనిమిదవ సంవత్సరంలో అతను రక్షింపబడ్డాడు ఎనిమిదవ సంవత్సరంలో నుండి అతనికి ఒక భారం నా జర్మనీ దేశం రక్షింపబడాలి నా జర్మనీ దేశం రక్షింపబడాలి అయ్యో లక్షల లక్షల ప్రజలు దేవుని ఎరుగుకుండా ఉన్నారే అని చెప్పి ఎనిమిదవ సంవత్సరం నుంచి భారం తన యొక్క స్కూల్లో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరితో చెబుతూ ఉంటాడు యేసు ప్రభువే నిజమైన రక్షకుడు ఆయన ద్వారా స్వాతంత్రం అనేది నిజమైన స్వాతంత్రం కలుగుతుంది మానవునికి నిజమైన విడుదల ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది ఆయనే నిజమైన దేవుడిని చెప్పి ఎనిమిదవ సంవత్సరం నుండి చెప్పడం ప్రారంభించాడు చిన్న వయసు కదా పిల్లలంతా అంటారు అరే నువ్వు చిన్నవాడివి నీకెందుకు రా ఇవంతా అని చెప్పి అందరూ అలక్ష్యం చేశారు తన పన్నెండవ సంవత్సరం వరకు అతని జీవితంలో భారం ఆత్మీయ భారం ప్రజలు రక్షింపబడాలి నా దేశం రక్షింపబడాలి నా జర్మనీ రక్షింపబడాలని చెప్పి భారం తన పన్నెండవ సంవత్సరంలో ఇంకా అధికమయ్యింది తన క్లాస్మేట్ స్కూల్లో చదివే వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా సువార్తను ప్రకటించేవాడు యేసు ప్రభువును నమ్మి చూడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని చెప్పి తన యొక్క పన్నెండవ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రారంభించాడు జరిగిన కార్యం ఏంటో తెలుసా తన పన్నెండవ సంవత్సరంలోనే ఓ రోజు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా దేవా నా జర్మనీ దేశాన్ని రక్షించవా ఓ దేవా నా జర్మనీ దేశాన్ని రక్షించవా అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు రాత్రి పది గంటలు పన్నెండు గంటలు ప్రార్థన సమయం పెరుగుతూనే ఉంది రాత్రంతా ప్రార్థన గదిలోనే ఉన్నాడు వాళ్ళ నాన్న చూశారు పన్నెండు ముప్పై అవుతుంది ఇంకా రాలేదని చెప్పి తలుపు తీసి చూశాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నిషాన్ టైం అవుతుంది రా రేపు తెల్లవారితో స్కూల్కి వెళ్ళాలి రా పడుకోరా అని చెప్పి అంటున్నాడు నాన్నతో అన్నాడు నిషాన్ లేదు నన్ను వెళ్ళను నాన్న పది నిమిషాల్లో వచ్చేస్తాను నాన్న అని చెప్పి అన్నాడు పన్నెండున్నర అయింది రాలేదు ఒంటి గంట అవుతుంది రాలేదు రెండు గంటల సమయం రెండు గంటల సమయంలో తన నాన్న తలుపు తెరిచి చూశాడు మోకాళ్ళతో ఉన్న అట్లే పన్నెండు సంవత్సరముల నిషాన్ మోకాళ్ళతో నిలబడి అట్లే ఉన్నాడు అట్లే అతని యొక్క ప్రాణము పోయి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా అరిచి అరిచి చూశాడు నిషాన్ నిషాన్ పిలిచి చూశాడు శబ్దం రాలేదు దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని అట్లా పట్టి చూసిన వెంటనే చచ్చిపోయిన శవంలా మారిపోయి అక్కడ ప్రాణం పెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎనిమిది సంవత్సరంలో రక్షింపబడిన వ్యక్తి తన పన్నెండవ సంవత్సరంలో కూడా దేవునికంటూ ప్రాణాన్ని ప్రార్థనలోనే అర్పించాడు జరిగిన యథార్థమైన కార్యాన్ని చెబుతూ ఉన్నాను నా ప్రియ సహోదరుడా అతని శవం ప్రార్థనలోనే దేవుని చేతికి ఆత్మ అర్పించబడింది ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు సుమారు పన్నెండు వందల మంది ఆ యొక్క పన్నెండు సంవత్సరముల నిషాన్ని చూడడానికి చివరి అంత్యక్రియలకు చివరి చూపు చూడడానికి అతను చూడడానికి వచ్చారు స్కూల్లో ఉన్న వాళ్ళు పన్నెండు వందల మంది అట్లే ఆ అబ్బాయిని చూడడానికి వచ్చి ఆ ప్రాంతమే ఒక పెద్ద భయంకరమైన మహోత్సవంగా మారింది తల్లిదండ్రులంతా కృంగిపోయి వేదనతో బరియల కార్యక్రమం జరుగుతూ ఉంది అందరూ ఆ యొక్క బరియల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఒక్కసారిగా చూసి ఏడుస్తూ ఉన్నారు నిషాన్ నిషాన్ నీ ఎనిమిదవ సంవత్సరం నుండి నువ్వు చెబుతూ వచ్చావే యేసు ప్రభు నమ్ము యేసు ప్రభు నమ్ము అని చెప్పి నిషాన్ నేను ఇప్పుడు యేసు ప్రభు నమ్ముతున్నా నిషాన్ ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముతున్నాను నిషాన్ ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముతున్నాను నిషాన్ నీ ఎనిమిదవ సంవత్సరం నుంచి చెప్పావు నీ హృదయంలో ఉన్న సువార్తలు అప్పుడు మేము గ్రహించలేకపోయాం పన్నెండు సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తూనే చనిపోయావే మోకాలతో ఉండే చనిపోయావే నిషా నువ్వు చెప్పిన ఆ యేసు ఇప్పుడు మాకు కావాలి ఆ యేసు కోసం నీ ప్రాణాన్ని పెట్టావంటే ఆ యేసు ఎంత ఉన్నతమైన దేవుడో ఇప్పుడు మేము గ్రహిస్తూ ఉన్నాం నిషా ఆ యేసు మాకు కావాలి నిషాన్ అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏడవడం ప్రారంభించారు జరిగిన కార్యాన్ని యథార్థమైన సంభవాన్ని చెబుతూ ఉన్నాను ఆ పన్నెండు వందల మంది ఒక్కసారిగా రక్షింపబడ్డారు ఒక్కొక్కరిలోనూ ఆ భారం కలిగింది ఈ యేసు ప్రభు కొరకే కదా ప్రాణాన్ని అర్పించాడు మహిమ కలిగిన దేవుడి కోసం మోకాలు ప్రాణాలు అర్పించాడు ఇతను చెప్పిన యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్పి అక్కడున్న పన్నెండు వందల మంది అదే స్థలములోనే ఏ సైని మేము అంగీకరిస్తున్నామని చెప్పి తన మరణము ద్వారా పన్నెండు వందల మందిని రక్షించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నేను అంటాను ప్రార్థన చేసే వ్యక్తి చచ్చిపోయిన క్రీస్తును వెలిగిస్తాడు హలెలుయ నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఎందుకయ్యా యఫ్తాని అనుకున్నాడు ఒక వేశ్య కుమారుణ్ణి ఒక పారిపోయిన పిరికివాణ్ణి ఒక అన్య స్త్రీకి పుట్టిన ఒక వ్యక్తిని ఇస్రాయిల్ ప్రజలకు వీరుడుగా స్వాతంత్ర వీరుడుగా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రార్థన జీవితం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆ ప్రార్థన జీవితం నీకుందా ఈరోజు మన దేశంలో ఒక ఉద్యోగం కలగాలి నిజమైన స్వాతంత్రం ఏంటో ఈరోజు మన దేశం చూడాలి అది చూడాలంటే సాధ్యం సాధారణమైన విషయం కాదు అసాధారణమైన మోకాళ్ళ ప్రార్థన అవసరం మోకాళ్ళ ప్రార్థన రాకపోతే మోకాళ్ళ ప్రార్థన చేయకపోతే ఆ బలమైన ఉజ్జీవాన్ని మనం చూడలేం నీవు నేను ఒక స్వాతంత్ర వీరుడిగా మారాలంటే ఆ ప్రార్థన అనుభవం మనకు కలిగి ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడు వెల్స్ దేశం అనే ఒక దేశం ఉంది ఆ దేశంలో ప్రజలంతా భయంకరమైన పాపాలకు బానిసైపోయారు డ్రగ్స్ నాట్యాల చేత పబ్లు పార్టీలని చెప్పి మద్యపానాలకి బానిసైపోయి వ్యభిచారాలకి బానిసైపోయి భయంకరమైన పాపాలకి బానిసైపోయిన వెల్స్ దేశం భయంకరమైన పాపానికి బానిసైపోయి వేదనతో మారిపోయింది ఆ వెల్స్ దేశం ఆ యొక్క వెల్స్ దేశంలో నా ప్రియ సహోదరి సహోదరుడా ఈవన్ రాబర్ట్స్ అనే ఒక సహోదరుడు ఈవన్ రాబర్ట్స్ ఆ సహోదరుడు తన యొక్క పదహైదవ సంవత్సరం నుండి ఇరవై ఆరవ సంవత్సరం వరకు ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తాడు పదహైదవ సంవత్సరము నుండి ఇరవై ఆరవ సంవత్సరం వరకు పదకొండు సంవత్సరముల కన్నీటి ప్రార్థన నా వెల్స్ దేశమును రక్షించండి ప్రభు నా వెల్స్ దేశమును రక్షించండి ప్రభు నా దేశం ఎక్కడ చూసిన వేషతనం జారత్వం వ్యభిచారం డ్రగ్స్కు బానిసలైపోయి ఉన్నారు పాపానికి బానిసలైపోయి ఉన్నారు ఎక్కడ చూసిన క్లబ్లు అంటున్నారు పాపానికి బానిసలైపోయి ఉన్నారు ప్రభా నా దేశాన్ని రక్షించని చెప్పి పదకొండు సంవత్సరములు పదకొండు సంవత్సరములు కన్నీటి ప్రార్థన ప్రతిరోజు పన్నెండు గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు ప్రార్థన చేస్తాడు ఒక సాధారణమైన యవ్వన వయస్సు బొగ్గు కనుల్లో పనిచేస్తాడు ఉదయం అంతా భయంకరమైన కఠినమైన ఉద్యోగం ఆ బొగ్గు గనుల్లో పని అంటే సాధారణమైన విషయం కాదు శరీర పరంగా భయంకరంగా కఠినమైన పని ఆ పనంతా చేస్తాడు పగలంతా రాత్రి కొద్దిసేపులోనే పడుకునేస్తాడు కరెక్ట్గా పన్నెండు గంటలకు లేస్తాడు నాలుగు గంటల వరకు నా దేశాన్ని రక్షించండి రక్షించండి అని చెప్పి పదకొండు సంవత్సరాలు ప్రార్థన చేశాడు జరిగిన కార్యం ఏంటో తెలుసా పదకొండు సంవత్సరాల తరువాత తన యొక్క ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షంగా అతనికి దైవిక మహిమ చేత నింపి దేవుడు తన స్వరంతో మాట్లాడాడు ఏవన్ రాబర్ట్స్ ఈ దేశం కోసం పదకొండు సంవత్సరాలు ప్రార్థన చేశావు కన్నీళ్లు విడిచావు నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను నీ దేశంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఇస్తున్నానని చెప్పి ఆ రోజు ఒక మహిమ కలిగిన ఉజ్జీవాన్ని రగిలింపజేశాడు ఆ ఉద్యమం ఎంతగా మహిమగా మారిందో తెలుసా చరిత్ర చెబుతూ ఉంది రేవు పార్టీలు జరిగే ప్రతి క్లబ్లు సంఘాలుగా మార్చబడ్డాయి ప్రతి వైన్ షాప్లు దేవుని యొక్క సంఘాలుగా మార్చబడ్డాయి ప్రతి సినిమా థియేటర్లు సంఘాలుగా మార్చబడ్డాయి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు మహిమ కలిగిన ఉద్యమం వెల్స్ దేశంలో రకిలించబడింది మహిమగా ప్రకాశింపబడింది ఒక ఈవన్ రాబర్ట్ అనే ఒక యవ్వన సహోదరుడు యొక్క ప్రార్థన విని నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనలో అటువంటి వారిని కోరుకుంటున్నాడు నిజమైన స్వాతంత్ర వీరుడు ఎవరో తెలుసా దేవుని యొక్క సముఖంలో ప్రార్థించే వ్యక్తి ఉజ్జీవం కావాలి ఉజ్జీవం కావాలని చెప్పి మనం అనుకుంటే సరిపోదు మనం మాట్లాడుకుంటే సరిపోదు దీనికి క్రియారూపంగా మనం ఏదో ఒక కార్యాన్ని చెల్లించాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి ఏం చెల్లించాలి మనం ఏం చేయగలం ఒకటే ఒకటి నెంబర్ వన్ ప్రార్థన ఈ దేశంలో నిజమైన స్వాతంత్ర వీరుడిగా మారాలంటే దేవుని వైపు ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి ఇండోనేషియా అనే ఒక ప్రాంతం ఆ దేశముల గురించి మీకు తెలిసే ఉంటుంది ఒక భయంకరమైన ముస్లిం దేశం ఆ దేశంలో క్రైస్తవం అనే పేరు ఉండదు ఆ దేశంలో క్రైస్తవం అంటే చాలు ఖచ్చితంగా నరికి చంపి పడేస్తారు ఒక ప్రక్క అక్కడున్న పోలీస్ వారితో సహా తుపాకులతో తిరుగుతూ ఉంటారు క్రైస్తవం అనే మాట ఉండకూడదు ప్రార్థన అనే మాట ఉండకూడదు కాల్చి పడేస్తారు అటువంటి భయంకరమైన దేశం ఇండోనేషియా దేశం ఆ దేశంలో ఉజ్జీవం కోసం పదహైదు మంది ఒక చిన్న సాధారణమైన ఒక చిన్న సంఘం ఆ సంఘములో మోకరించి ప్రార్థన చేశారు ప్రభువా మా ఇండోనేషియా దేశాన్ని రక్షించండి నిజమైన స్వాతంత్రం మీరు మాత్రమే ఇవ్వగలరని చెప్పి దేవుని వైపు చూసి ప్రార్థన చేయడం ప్రారంభించారు జరిగిన కార్యం ఏంటో తెలుసా ఒక భయంకరమైన ముస్లిం దేశమైన ఇండియా ఆ యొక్క ఇండోనేషియా దేశంలో నా దేవుడు యొక్క బాహుబలమైన ఉజ్జీవాన్ని ప్రకటింపజేశాడు అది ఏ విధంగా జరిగిందో తెలుసా ఆ యొక్క సంఘానికి ప్రక్కన కొంచెం దూరం ప్రాంతంలో పోలీస్ యొక్క క్వార్టర్స్ ఉంది అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వాళ్ళకు భయపడి సంఘంలో ఉన్న వాళ్ళ పదహైదు మంది తలుపులు వేసి లోపల మౌనంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు మౌనంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఘం పైన దేవుడిచ్చిన ఉద్యమం మహిమ కలిగిన ఉద్యమం అగ్నిగా రగిలింపబడింది బయట ఉన్న వాళ్ళు చూస్తున్నప్పుడు ఏదో ఒక భయంకరమైన అగ్ని ఆ యొక్క ఆలయాన్ని రగిలింపజేస్తుందని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు ఎక్కడ ఉన్న వాళ్ళంతా దగ్గరకు వచ్చేసారు ఏదో అగ్ని మండిపోతుందని చెప్పి పోలీస్ వారితో సహా అక్కడికి వచ్చి అందరూ చూస్తూ ఉన్నారు ఆ చర్చ్ పైన అట్లే భయంకరంగా అగ్ని మండుతుంది భయంకరంగా మండుతుంది ఇది చూసిన అందరూ ఎట్లెట్లో దాన్ని ఆర్పాలని చూస్తున్నారు నీళ్లు పోసి చూస్తున్నారు కేకలు పెట్టి అట్లే అరిచి మట్టి చూసి మట్టి పోసి చూస్తున్నారు నీరు పోసి చూస్తున్నారు కానీ ఎంత చేసినా అగ్ని ఆరడం లేదు భయంకరంగా అరుస్తూ ఉన్నారు లోపల పదహైదు మంది ప్రార్థన చేస్తున్నారు బయట ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు కానీ శబ్దములు ఇవంతా చూసి బయట ఏదో జరుగుతుందని చెప్పి ఈ పదహైదు మంది మంది సంఘములో నుండి ఒక్కసారిగా ప్రార్థనను ముగించి బయటకు తలుపులు తెరిచి బయట వస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఏంటి మహిమ ఆశ్చర్యం భయంకరమైన అగ్ని ఆ సంఘమంతా రగులుతూ ఉంది లోపల పదహైదు మంది ఇంతసేపు ఉన్నారా వీరి యొక్క వెంట్రుకు కూడా కాలలేదా వీళ్ళు ఇట్లా బ్రతికి ఉన్నారేంటి ఈ సంఘం పని ఇంత అగ్నిగా మండుతుంది మేము నీళ్లు పోసినా కూడా ఆరడం లేదే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్పలేకపోతున్నామే ఏంటి అగ్ని ఏంటి అగ్ని అని చెప్పి వారు గుండెలు బాదుకున్నారు వారు గుండెలు బాదుకుంటూ ఉన్నప్పుడు ఓ వ్యక్తి అన్నాడు ఇదే యేసు ప్రభు యొక్క మహిమ అన్నాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ యేసు మాకు కావాలి కావాలి ఆ యేసు మాకు కావాలి అని చెప్పి గుండెలు బాదుకొని ఆ ఇండోనేషియా దేశమే యేసు ప్రభు యొక్క దేశంగా మార్చబడింది ఆ ముస్లిం దేశమే యేసు ప్రభు యొక్క రాజ్యంగా కట్టబడింది నా ప్రియ సహోదరి సహోదరుడ ఇంత గొప్ప ఉద్యమం కలగాలంటే అది సాధారణంగా రాదు ప్రార్థన ప్రార్థన వీరులు మాత్రమే ఆ ఉద్యమాన్ని రప్పించగలరు ప్రార్థన వీరులు మాత్రమే ఈ చివరి కాలంలో నిజమైన స్వాతంత్రానికి క్రియాపూర్వకంగా పోరాడగలరు అందుకే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎఫ్తాను ఎన్నుకోవడానికి గల కారణం అతడు ప్రార్థనా వీరుడు ఈరోజు ఒక స్వాతంత్ర వీరుడుగా నీవు నేను మారాలంటే సోమరిపోతల్ని దేవుడు నిర్లక్ష్యం కలిగిన వారిని దేవుడు ఎన్నుకోడు దేవుడు ఎన్నుకునే వ్యక్తి ప్రార్థన వీరుల్ని దేవుడు ఎన్నుకునే వ్యక్తి భారం కలిగిన వారిని దేవుడు ఎన్నుకునే వ్యక్తి తన కోసం కాక దేశం కోసం పోరాట ప్రార్థన చేసే వ్యక్తినే దేవుడు ఎన్నుకుంటాడు హలేలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా రెండవదిగా ఎఫ్తాను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి రెండవది ఈ ఎఫ్తాలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి బైబిల్లో నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను హిబ్రిల గ్రంథం పదకొండవ అధ్యాయమందు ముప్పై రెండో వాక్యంలో చెప్పబడుతుంది ఎఫ్తా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించును అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది ఎఫ్తా విశ్వాసము ద్వారా దేవాది దేవుని యొక్క రాజ్యాలను కూడా ఆయన స్వతంత్రించుకునేటట్లు జరిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక రాజ్యాన్ని జయించాలంటే విశ్వాస వీరుడు నెంబర్ వన్ ప్రార్థనా వీరుడు నెంబర్ టూ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాస వీరుడుగా మనం ఉండాలి మన విశ్వాస జీవితంలో ఏదో పేరుకు క్రైస్తవుడిగా ఉంటే పర ఏ ప్రయోజనం లేదండి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ చివరి కాలంలో ఒక స్వాతంత్ర వీరుడుగా నీవు నేను ఒక విశ్వాస వీరుడుగా రగిలింపబడకపోతే దేవుని కోసం క్రియారూపంగా విశ్వాస వీరుడుగా మనం ఉండకపోతే రాజ్యాలను మనం జయించలేము రాజ్యాన్ని మనం జయించలేము దేవుడు ఎఫ్తాను ఎన్నుకోవడానికి గల కారణం విశ్వాస వీరుడు నెంబర్ టూ విశ్వాస వీరుడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇంగ్లాండ్ దేశమునకు చెందిన హడ్సన్ టేలర్ అని చెప్పి ఒక దైవ సేవకుడు చైనా దేశమునకు వెళ్ళాడు ఐదు సార్లు ఆ యొక్క చైనా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో జరిగే భయంకరమైన కార్యాలంతా కల్లారా చూశాడు చైనా దేశం అంటే అది సాధారణమైన దేశం కాదు అది కమ్యూనిస్ట్ దేశం ఆ ప్రాంతంలో ఏ దైవం గురించి మాట్లాడకూడదు స్పెషల్లీ క్రైస్తవం గురించి అక్కడ మాట్లాడకూడదు బైబిల్తో సహా తగలబెట్టేస్తారు ఇప్పటికీ తుపాకులతో కూడా తిరుగుతూ ఉంటారు ఓ ప్రక్క తుపాకులతో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా సువార్త ప్రకటిస్తూ అక్కడ కనబడితే చాలు ఇమ్మీడియట్లీ కాల్చిపడేస్తారు అటువంటి ప్రదేశం చైనా ప్రదేశం ఆ యొక్క భయంకరమైన ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశం నుంచి వెళ్ళిన హర్సన్ టేలర్ అనే వ్యక్తి అక్కడ జరిగే పరిస్థితులు ఈ కార్యాలంతా చూశాడు చూసి వేదనగా ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఐదు యవనస్తులు కూడికలు పెట్టాడు ఐదు యవనస్తులు కూడికలు పెట్టి చైనా దేశంలో సువార్త అనేది ప్రకటించలేకపోతున్నాం అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అదొక కమ్యూనిస్ట్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఇప్పుడు తుపాకులతో తిరుగుతూ ఉంటారు సువార్త నువ్వు బైబిల్ కనబడితే చాలు తుపాకులతో కాల్చి పడేస్తారు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేదా మరొక విషయం బైబుల్తో కనబడితే చాలు ప్రార్థనలో కనబడితే చాలు కాల్చి పడేస్తారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించబడలేని పరిస్థితులు ఉంది ఆ ప్రాంతంలో మీలో ఎవరైతే చైనా దేశానికి వెళ్ళి సువార్త నేను ప్రకటిస్తానని చెప్పి మీలో ఎవరైతే ఆ యొక్క త్యాగానికి ఆ యొక్క విశ్వాస వీరుడిగా ఉండగలరో చేయి పైకి లేపండి అన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఐదు యవనస్తుల కూడికలో జరిగిన కార్యం ఏంటో తెలుసా ఒక్కరు కూడా చేయి పైకి లేపలేదు ఈ ఐదు మీటింగ్స్లోనూ ఒక వ్యక్తి అందరిని చూస్తాడు అందరిని చూస్తాడు ఒక్కరు కూడా చేయి పైకి లేపలేదే ఒక్కరు కూడా చేయి పైకి లేపలేదని చెప్పి అట్లే చూసి ఆ తర్వాత చివరిలో అంటాడు నే వెళ్తాను అని అంటాడు వెంటనే అర్సన్ టేలర్ అట్లే చూసి నవ్వుతూ కాముగా అయిపోతాడు ఐదు మీటింగ్లోనూ ఇదే కార్యాన్ని ఐదు మీటింగ్లోనూ అనౌన్స్ చేశాడు ఎవరు వెళ్తారు ఇంగ్లాండ్ ఎవరు వెళ్తారు ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి సువార్త కొరకు ఎవరు వెళ్తారు అని ప్రకటన చేస్తూ ఉంటే అందరిని చూస్తాడు ఎవ్వరు చేయి పైకి లేపరు ఈ ఐదు మీటింగ్లోనూ ఈ ఒకే ఒక వ్యక్తి నేను వెళ్తాను అని చెప్పి చేయి పైకి లేపుతాడు ఈ అర్సన్ టేలర్ దగ్గరకు వచ్చాడు ఐదు మీటింగ్లో నిన్నే చూశా ఎవరు చైనాకి వెళ్తారంటే అందరూ చెయ్యి అందరూ చెయ్యి చాపుకొని తల వంచుకు తలలు వంచుకొని ఉంటున్నారు మరి నువ్వేంటి వెళ్తానంటున్నావేంటి అని అన్నాడు విచిత్రం ఏంటో తెలుసా జరిగిన కార్యం ఏంటో తెలుసా ఎందుకు ఈ కార్యాన్ని ప్రశ్న వేశాడో తెలుసా ఈ వ్యక్తి చెయ్యి పైకి లేపాడే చైనాకి వెళ్తానని చెప్పి ఈ వ్యక్తి పేరు జార్జ్ స్టేట్ ఈ జార్జ్ స్టార్ట్ అనే వ్యక్తి జార్జ్ స్టార్ట్ అనే ఈ వ్యక్తి ఇతను మాత్రమే చెయ్యి పైకి లేపుతున్నాడు ఇతను పైకి లేపుతున్నప్పుడు హర్సన్ టేలర్ వచ్చి ఇతను అడిగాడు నువ్వు మాత్రం ఎట్లా వెళ్ళగలవని చెప్పి ఆ యొక్క పరిస్థితిని గమనించిన హెడ్సన్ టైలర్ అతను చూసి పరిహాసంతో నవ్వాడు జరిగిన కార్యం ఏంటంటే ఇతని చిన్న వయసులోనే యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది ఇప్పుడు ఇతడు అవిటికాలుగా ఉన్నవాడు ఇతనికే రెండు స్టిక్కులు ఉన్నాయి చేతుల్లో ఒంటరిగా నడిచి వెళ్ళాడు ఒక కాలు లేని పరిస్థితి ఈ యొక్క జార్జ్ స్టేట్ అన్న జార్జ్ స్టార్ట్ అనే వ్యక్తి ఐదు కూటాల్లో ఇతని సై పైకి లేపుతున్నాడు నేను వెళ్తాను నేను వెళ్తాను చైనాకి అని చెప్పి హర్సన్ టైలర్ అన్నాడు నువ్వు ఎట్లా వెళ్తావు నీకు ఒక కాలు లేదు పోలీసు వాళ్ళు అట్లా తరుముతారు తుపాకులతో కాల్ చేస్తారు చంపేస్తారు నిన్ను నువ్వు పరిగెత్తలేవు నువ్వు తాక్కోలేవు వారి కన్నులు మరుగులు నువ్వు ఉండలేవు నిన్ను చంపేస్తారు నువ్వు వద్దు అంటున్నాడు హడ్సన్ టైలర్ కానీ ఈ జార్జ్ స్టార్ట్ అంటున్నాడు లేదు నేను చైనా దేశానికి వెళ్ళేది పారిపోవడానికి కాదు సువార్త కోసం చంపబడడానికనే సిద్ధం పడేనే వెళ్తున్నానన్నాడు ఈ మాట జార్జ్ స్టార్ట్ యొక్క మాట హర్సన్ టైలర్ యొక్క హృదయాన్ని కృంగింపజేసింది కాళ్ళు లేని ఒక అవిటివాడు ఇతను చైనా దేశానికి సువార్తకి నేను వెళ్తున్నాను అంటున్నాడు ఇతడు చేయగలడా చేయలేడా అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ జార్జ్ స్టార్ట్ చెప్పిన ఆ మాట అతని హృదయాన్ని బాధించింది అవిటి కాలుతో నేను వెళ్ళేది పారిపోవడానికి కాదు దేవుని కోసం చావడానికని నేను సిద్ధమని చెప్పి అతడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాడు ఇమ్మీడియట్లీ ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసి ఆ యొక్క చైనా దేశానికి ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రయాణమై వెళ్ళాడు జరిగిన కార్యం ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా నలభై సంవత్సరముల పరిచర్య చైనా దేశంలో చేసి పద్దెనిమిది వందల మందికి బాప్తిష్యాన్ని ఇచ్చాడు చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తామా హాలలోయ ఒక అవిటి కాళ్ళు వాడు యాక్సిడెంట్లో కాళ్ళు కోల్పోయిన ఒక వ్యక్తి జార్జ్ స్టాట్ అనే వ్యక్తి అవిటి కాలుతో పద్దెనిమిది వందల మందికి బాప్తిష్యం ఇచ్చాడంటే అందులో కమ్యూనిటీ అందులో కమ్యూనిస్ట్ దేశం యేసు ప్రభు అనే మాట వింటేనే చంపేసే దేశంలో ఇంతమందిని రక్షింపగలడానికి గల కారణం అతని విశ్వాసం నేను వెళ్ళేది పారిపోవడానికి కాదు నేను వెళ్ళేది ప్రాణాన్ని పెట్టడానికి సువార్త పరిచర్య అనేది పారిపోవడానికి కాదు పరిచర్య కోసం ప్రాణం పెట్టడానికి నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి వెళ్ళాడు పద్దెనిమిది వందల మందికి బాప్తిష్యం ఇచ్చాడు ఈరోజు ఆ విశ్వాసం నీలో ఉందా ఆ విశ్వాస వీరత్వం నీకుందా విశ్వాసం అని పేరు పెట్టుకొని ఈరోజు విశ్వాసే సోమరిపోతుల నిద్రపోతు సోమరిపోతుల క్రియారూపంగా క్రియారూపంగా దేవుడి పట్ల వైరాగ్యం లేకుండా సేవ పట్ల పాలు లేకుండా ఓ క్రైస్తవుడా సువార్తను గూర్చిన భారం లేకుండా తిరుగుతూ ఉన్నావే నిన్ను చూసి ఒక విశ్వాస వీరుడని దేవుడు ఏ విధంగా నీ జీవితాన్ని ఏర్పరచగలడు ఒక స్వా ఒక స్వాతంత్ర వీరుడుగా నిన్ను దేవుడు ఏ విధంగా ఎన్నుకోగలడు ఒకసారి ఆలోచన చేయి ఈరోజు వేదనతో మాట్లాడుతున్నాను విశ్వాస వీరుడుగా నీవు లేకపోతే మన జీవితంలో విశ్వాస వీరత్వం మనలో లేకపోతే మన పరిచర్య చేయలేం విలియం కేరీ మనందరికీ తెలుసు దేశం కానీ దేశం మన ఇండియా దేశానికి వచ్చి సువార్త నిమిత్తమై సొంత భార్యను కోల్పోయాడు సొంత బిడ్డను కోల్పోయాడు ఓ ప్రక్క భార్య పిచ్చిదైపోయి చచ్చిపోయినా కూడా ఓ ప్రక్క పిల్లలు చచ్చిపోయినా కూడా నేను ఈ దేశానికి పంపబడింది నా ప్రాణం పెట్టడానికి అని చెప్పి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి ఈరోజు దేవుని యొక్క సువార్తను మన దేశంలో విత్తబడిందంటే కారణం విశ్వాస వీరత్వం విలియం కేరీ ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చిందంటే దానికి కారణం విలియం కేరీ ఈరోజు మనం ఈ ఇండియా దేశంలో ప్రెస్ అనేది ఒక ఈరోజు వెలిగించబడుతుందంటే కారణం విలియం కేరీ ఈరోజు ప్రతి ఒక్క కార్యంలో విలియం కేరీ యొక్క మాట వెలిగింపబడుతుందంటే దానికి కారణం అతడు అనేక విషయాలు కోల్పోయాడు దేవుడి కోసం విశ్వాస వీరుడుగా నిలబడ్డాడు ఎన్ని నష్టాలు ఎదురైనా భార్యను కోల్పోయినా పిల్లల్ని కోల్పోయినా విశ్వాసంలో నేను వీరత్వం కలిగి ఉంటానని చెప్పి విశ్వాస వీరుడుగా సువార్తకు నిలబడ్డాడు ఆ విశ్వాస వీరత్వం ఆ యొక్క వీరుడుగా నువ్వు ఉండగలవా చిన్న చిన్న కష్టాలు వస్తేనే దేవుడు నాకు అద్భుతం చేయలేదని చెప్పి అలుగుతున్నావు ముఖాన్ని ముడుచుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభునితో మాట్లాడుతున్నాడు స్వాతంత్ర వీరుడికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా ప్రాణం పోయిన దేవుని కోసం ఏదైనా నేను చేస్తానన్న కసి వైరాగ్యం నీలో నాలో రగిలిపబడాలి అదే దేవుడు మనలో కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ విశ్వాస వీరుడుగా ఎఫ్తా ఉన్నందువల్లే దేవుడు అతన్నే ఎన్నుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎఫ్తాను దేవుడు స్వాతంత్ర వీరుడుగా ఎన్నుకోవడానికి నెంబర్ వన్ అతడు ప్రార్థన వీరుడు నెంబర్ టూ అతడు విశ్వాస వీరుడు మూడవదిగా ఒక కార్యం చెప్పబడుతుంది నా హృదయంలో ఆశ్చర్యాన్ని కలిగింపజేసిన కార్యం ఇస్రాయేలు పెద్దలతో కూడా టోబో దేశం నుండి వెళ్ళాడు ఎఫ్తా ఎఫ్తా వెళ్ళి యుద్ధానికి అన్నిటిని సిద్ధం చేస్తున్నాడు ప్రభు వైపు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా అమ్మోనియలతో యుద్ధానికి వెళ్తున్నాను ఈ అమ్మోనియల చేతిలో నుండి మా దేశానికి ఒక విడుదల కలిగింపజేశావంటే నేను మా ఇంటికి వెళ్ళే సమయంలో మా ఇంటిలో నుండి ఎవరు ముందు వస్తారో వారిని దేవునికని నేను ప్రతిష్ఠిస్తాను దేవునికంటూ ప్రతిష్ఠిస్తానని చెప్పి దేవునికంటూ దేవునికి యథార్థంగా తన హృదయంలో ఉన్నది దేవునికి చెబుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా యుద్ధానికి వెళ్ళారు అమ్మోనీల చేతిలో నుండి ఇస్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు ఎఫ్తా యొక్క నాయకత్వంలో దేవుడు ఆశ్చర్యకరమైన విజయాన్ని ఇచ్చాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజల యొక్క కన్నీళ్లు తుడిచాడు సంతోషకరంగా ఎఫ్తా సంతోషకరంగా వస్తున్నాడు నేను ఊహించి చూశాను విజయం అంటే సాధారణమైన విజయం కాదు ఒక గొప్ప యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధిస్తూ సైన్యమంతా సంతోషంగా ఆర్భాటంతో వస్తున్నప్పుడు ఎఫ్తా అనుకున్నాడు ఇంత గొప్ప ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చావు దేవా నీకు స్తోత్రం అని చెబుతూ వస్తూ తన ఇంటి ముందు ఏది వచ్చినా సరే దేవునికి ప్రతిష్టతగా చేస్తానన్న ఆ మాట గుర్తు చేసుకుంటూ తన ఇంటిని చూస్తున్నాడు ఇంటిని చూస్తూ ఉండగా తన ఇంటిలో నుండి తన ఏకైక కుమార్తె వస్తుంది తన ఒక్కదానొక్క కుమార్తె వస్తుంది ఊహించి చూడండి తండ్రి తన హృదయంలో ఒక నిర్ణయం బా బలమైన నిర్ణయం తీసుకుంటున్నాడు దేవుని కోసం నేను ఏదైనా సరే చేస్తానని చెప్పి బలిష్టమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నా ఇంటి ద్వారం నుంచి ఎవరు ఏది ముందుకొస్తుందో దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తానని ఏదో ఒకటి వస్తుందనుకున్నాడు కానీ చివరికి తనకున్న ఏకైక కుమార్తె అందులోనూ తనకు ఇష్టమైన కుమార్తె యవ్వన వయసు తన కుమార్తె తన ఇంటి నుండి బయట వస్తుంది తన తండ్రికి విజయోత్సవంతో వస్తున్న తన తండ్రిని చూడాలని ఆశతో వస్తుంది తన కుమార్తె నా ప్రియ సహోదరి సహోదరుడా ఎఫ్తా ఎప్పుడైతే తన కుమార్తెను చూశాడో తన గుండెలు బాదుకున్నాడు తన గుండెలు బాదుకున్నాడు అయ్యో నా కుమార్తె నా ఇంటి ద్వారం నుంచి వస్తుంది ఎవరు ముందుగా వస్తారో వారిని దేవునికి ప్రతిష్ఠిస్తానని చెప్పి నేను మృక్కుని ఉన్నాను నా దేవునికి ఇప్పుడు నా కుమార్తె వస్తుంది నేను ఎవరినైతే అత్యధికముగా ప్రేమించానో ఎవరినైతే అత్యధికముగా ఇష్టపడ్డానో ఎవరైతే నా ప్రాణానికి ప్రాణంగా ఉన్నారో నా కుమార్తె నా ఇంటి నుండి వస్తుంది నేను దేవునికంటూ నిర్ణయం తీసుకున్నానే నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేనే నేను దేవుని యొక్క సముఖంలో ప్రతిష్ఠించిన ఆ యొక్క ప్రార్థనకు నేను మార్చుకోలేనే అని చెప్పి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు ఈ ఒక్క విషయంలో నేను గ్రహించిన కార్యం ఎఫ్తాకు దేవుడంటే ఎంత భయం దేవుడంటే ఎంత ప్రేమ దేవుడంటే ఎంత ఇష్టం నా ప్రియ సహోదరి సహోదరుడ విచిత్రం ఏంటో తెలుసా ఓ ప్రక్క తన కుమార్తెను చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు ఎఫ్తా నేను దేవుడికి మొక్కుకున్నాను తల్లి నా ఇంటి ద్వారం నుండి ఎవరు ముందుగా వస్తారో వారిని దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నానే నువ్వు వచ్చావేంటమ్మా అని నేను మొక్కుకున్నానే నా దేవుడికి నేను లోబడే తీరాలి కదా దేవుడికి ప్రతిష్ఠించే తీరాలి కదా అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు ఎఫ్తా తన కుమార్తె అంటుంది నాన్న ఎందుకు నాన్న ఏడుస్తావు దేవునికే కదా నన్ను ప్రతిష్ఠించావు నా కన్యత్వాన్ని నా యవ్వన జీవితాన్ని దేవునికే నేను ప్రతిష్టకంగా మారుతాను దేవుని కోసమే జీవిస్తానని వివాహం కూడా చేసుకోకుండా తన జీవితంలో దేవునికంటూ ప్రతిష్టగా మార్చబడింది ఎఫ్తా యొక్క కుమార్తె ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన ఒక కుటుంబం ఒక తండ్రికి ఒక కుమార్తెకు మధ్య ఉన్న దైవ భయం ఆ కుటుంబంలో ఉన్న దైవ భయం అదే నా హృదయంలో ఆశ్చర్యాన్ని కలిగింపజేసింది ఒక ప్రక్క ఎఫ్తా యొక్క భయాన్ని దేవుని పట్ల ఉన్న భయాన్ని మీరు గుర్తు చేసుకున్నట్లయితే తన నిర్ణయాన్ని నేను మార్చుకోలేను అని చెప్పి తన కుమార్తెతో అంటున్నాడు మరో తన కుమార్తె అంటుంది నీవు మొక్కుకుంటే నేనెందుకు నా జీవితాన్ని ప్రతిష్ఠించాలని చెప్పక నాన్నా నీవు యహోవాకు నువ్వు ప్రతిష్ఠించావు కాబట్టి నీ మాటకు నేను లోబడతాను నాన్న అని చెప్పి తన కన్యత్వాన్ని తన యవ్వన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించింది నా ప్రియ సహోదరి సహోదరా నేను అంటాను ఒక కుటుంబం అంటే ఒక ఎఫ్తాలా తండ్రి కలిగి ఉండాలి ఎఫ్తా కుమార్తెలా కుమార్తెలు కూతుర్లు కావచ్చు కుమారులు కావచ్చు అటువంటి వారుగా మన జీవితం ఉండాలనేది దేవుడు ఈరోజు మనతో నేర్పిస్తున్నాడు ఈ అంశమును బట్టి మీరు చూస్తున్నట్లయితే ఎఫ్తాలో దేవునికి ఎంత భయభక్తులుగా జీవించాడో మనకు అర్థమవుతుంది నెంబర్ త్రీ ఎఫ్తా యొక్క జీవితంలో స్వాతంత్ర వీరుడుగా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా అతడు దేవునికి భయపడే వ్యక్తి సింపుల్గా చెప్పాలంటే తనకి ఇష్టమైన దాన్ని దేవునికి ప్రతిష్ఠించేవాడే నిజమైన దేవునికి భయపడే వ్యక్తి హలేలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎంతమంది నేను దేవునికి భయపడేవాడిని అని చెప్పి నటిస్తూ ఉన్నారు ఓ ప్రక్క బయట నటిస్తూ జీవించే జీవితం కాదయ్యా క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు కొరకు తన జీవితాన్ని కూడా ప్రతిష్ఠించే జీవితం ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు దేవుని భయం అంటే మన క్రియల్లో చూపించాలి అబ్రహాం యొక్క జీవితంలో మీరు చూశారంటే అబ్రహాం యొక్క తన ఏకైక కుమారును కూడా మోరియా దేశమునకు తీసుకువెళ్ళి దేవుడు చూపించిన పర్వతమును తీసుకువెళ్ళి బలిపీఠమును పెట్టి ఆ బలిపీఠం పైన తన యొక్క కుమారుడైన ఈసాకును కాళ్ళు చేతులు కట్టిపడేసి అతని బలి అర్పించడానికి కత్తిని పైకి లేపి అతని నరకబోయే సమయంలో దేవుడు అన్నాడు స్టాప్ అబ్రహాము స్టాప్ ఇప్పుడు నేను ఎరుగుతున్నాను నీవు దేవునికి ఎంతగా భయపడువాడవో అని చెప్పి ఆశ్చర్యమైన ఒక మహిమ కలిగిన మాటను దేవుడు అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటను బట్టి మనం గ్రహించగలుగుతున్నాం దేవునికి నిజమైన భయం అంటే ఏంటో తెలుసా మనకి ఏదైతే ఇష్టం అనుకుంటామో ఈ లోకంలో మనకి ఏదైతే ఇష్టం ప్రీతి అనుకుంటామో దాన్ని మనం బలిపీఠంలో సమర్పించడం దేవునికి దేవుని బలిపీఠంలో మనం సమర్పించడం ఈరోజు ఏమన్నా సహోదరుడా సహోదరి లోకానుసారమైన ఎన్ని కార్యాలు నీ జీవితంలో ఇది ఉంటే నాకు చాలు ఇది ఉంటే నాకు అంటున్నావే ఆ ఒక్కటే నీ జీవితాన్ని పాడు చేసేది ఈరోజు ఎంతోమంది యవన సహోదరులు సహోదరులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు నాతో చెబుతూ ఉంటారు అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అన్నయ్య నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నా జీవితం ఇది ఒక్కటి నెరవేర్తే చాలన్నయ్య దేవుడి కోసం ఏమైనా చేస్తానన్నయ్య అంటారు దేవుడు అంటున్నాడు దేవుడి కోసం నువ్వు ఏదైనా చేసేదానికి ముందు తానే నువ్వు త్యాగం చేయాలి ఏదైతే నీ మనసులో ఏదైతే నీకు ఇష్టంగా అనుకుంటున్నావో దాన్ని నువ్వు దేవుడి కోసం త్యాగం చేసావంటే అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆ త్యాగం నీకుందా నీకు ఇష్టమైన కార్యాన్ని బలిపీఠంలో పెట్టి దేవుడికి దహింపజేయడానికి నీకు ఇష్టమైన కార్యాన్ని దేవుని బలిపీఠంలో పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అబ్రహాము తన కుమారుడు ఇష్టమైన కుమారుడు ఊహించి చూడండి అయ్యా వంద సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక బిడ్డ అయ్యా ఈసాకు వారసత్వంగా పుట్టిన బిడ్డ అయ్యా ఈసాకు వంద సంవత్సరాల తర్వాత పుట్టిన ఆ బిడ్డను బలిపీఠంలో పెట్టి తన కుమారుడు కూడా దహన పనిగా అర్పించడానికి సిద్ధపడ్డాడంటే తన ఇష్టానికి ఇష్టమైన తన ప్రాణానికి ప్రాణమైన తన కుమారుడు కూడా బలి చేయడానికి సిద్ధపడ్డాడంటే అదే ఆ దేవునికి భయపడే భయం అందుకే దేవుడు అన్నాడు అబ్రహాం స్టాప్ కత్తి వేయవాకు ఇప్పుడు నేను చూస్తున్నాను నువ్వు ఎంతగా నాకు భయపడే వ్యక్తివని నా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి భయపడడం అంటే ఏదో సాధారణమైన మాటలతో వచ్చేది కాదయ్యా క్రియారూపంగా రావాలి నీలో ఉన్న ఏ కార్యమైనా కావచ్చు దేవునికి ఇష్టం లేని ఎటువంటి కార్యాలైనా కావచ్చు దేవుని సముఖంలో వాటిని పెట్టి దహన బలిగా చేయడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నావా దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడుతున్నావా అక్రమ సంబంధాలు వేశ్యతనాలు వ్యభిచారాలు పాపపు క్రియలు లోకపు క్రియలు లోకాశలు వీటన్నిటిని దేవుడి యొక్క బలిపీఠంలో నీవు బలిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నేను దేవునికి భయపడేవాడిని దేవునికి భయపడేవాడిని అని చెప్పి అంటూనే ఉన్నావే కానీ క్రియారూపంగా ఎక్కడయ్యా ఎక్కడ దేవునికి భయపడుతున్నాం వెల్స్ దేశంలో ఒక గొప్ప ఉద్యమానికి కారణమైన ఈవెన్ రాబర్ట్స్ యొక్క జీవితంలో ఇద్దరిని త్యాగం చేశాడు అందుకే వెల్స్ దేశంలో ఒక గొప్ప ఉద్యమం నిషాన్ అనే వ్యక్తి తన ప్రాణం పోయినా పర్వాలేదు నా జర్మనీ ప్రాంతం రక్షింపబడాలని దేవుని సముఖంలో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు తన ప్రాణంతో ఆ దేశానికిలో ఒక గొప్ప ఉజ్జీవం రగిలింపబడింది అవిటి కాలుతో కూడా జార్జ్ స్లాట్ అనే వ్యక్తి చైనా దేశానికి వెళ్ళి దేవుని కోసం ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడ్డాడు అటువంటి దైవ భయం విశ్వాస వీరత్వం అటువంటి ప్రార్థన జీవితం మనకుందా ఈరోజు దేవుడు మనం చూసి అడుగుతున్నాడు ఈరోజు దేవుడు ప్రత్యేకించి మనం చూసి అడుగుతున్నాడు ఆ ప్రార్థన అనుభవం మనకుందా